Hi everybody, today's class profit and loss so what is the meaning of profit అసలు ప్రాఫిట్ అంటే ఏంటిది అని దాని గురించి చూసినట్లయితే ముందుగా మనకు ఆ ప్రాఫిట్ రావాలంటే ముందు మనం ఏం చేయాలో అది ముందు ముందు చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక వస్తువుని any article you bought mean నువ్వే దాన్ని తీసుకున్నావు అనుకోండి నువ్వు కొనుక్కున్నావు అనుకోండి దాన్ని ఏమవుతుంది అది కాస్ట్ ప్రైస్ అవుతుంది ఆ కాస్ట్ ప్రైజ్ని మనం సిపితో సూచిస్తాం CP mean cost price CP mean cost price మరి ఈ కొన్నదాన్ని మనం మళ్ళీ సెల్ చేయాలి కాబట్టి దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం దాన్ని మనం ఎస్పిగా తీసుకుంటాం SP is equal to selling price SP is equal to selling price selling price okay ఈ రెండిటి నుంచి మనకు ప్రాఫిట్ ఏంటి లాస్ ఏంటిది అనే విషయం గురించి చూస్తాం okay here we are observe here if selling price is greater than cost price selling price is greater than cost price is equal to profit profit okay cost price కంటే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎక్కువగా ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుంది so profit is equal to SP minus CP SP minus CP నా next if selling price less than CP is loss is loss loss is equal to CP minus SP okay these are formulas so here very very important profit formula and uh, loss formula so in this another one formula they are asking profit percentage profit percentage ganaka adugute profit percent percent mean symbol profit percent is equal to here asking profit percent so that's why upside right profit profit by CP into hundred okay ఒక ప్రాఫిట్ పర్సెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా సిపి పైన తీయాలంటే కాస్ట్ ప్రైస్ పైన మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్లో మనకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో దానికి పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయడం ఒకవేళ ప్రాఫిట్ పర్సెంటేజ్ అడగకుండా అయినా ఇంకోటి అడగచ్చు లాస్ పర్సెంటేజ్ అడగచ్చు loss loss percentage asking that's why upside loss and denominator cost price into hundred this two formulas profit అడిగితే పైన ప్రాఫిట్ రాయాలి cost price into hundred loss అడిగితే పైన loss by CP into hundred okay ఈ విధంగా మనకు one two three four formulas very very important చాలా జాగ్రత్తగా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనకి ఇంకో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది ఆ క్వశ్చన్ ఏం అడుగుతాడు అనేది ఒకసారి చూద్దాం ఏం అడగడానికి ఉంది అంటే మనకు డిస్కౌంట్ అడగడానికి అవకాశం ఉంటుంది డిస్కౌంట్ ఓకే ఓకే ఇప్పుడు అసలు డిస్ డిస్కౌంట్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం డిస్కౌంట్ ఓకే ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాస్ట్ తీసుకున్నట్లయితే ఏని కాస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫోన్ కాస్ట్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనము ఈ ఫోన్ కాస్ట్ ఒక టెన్ థౌజండ్ అనుకుంటే ఈ ఫోన్ కాస్ట్ ఒక టెన్ థౌజండ్ అనుకుంటే కాస్ట్ ప్రైస్ అంటే దీన్ని తయారు చేయడానికి ఒక ఫోన్ని తయారు చేయడానికి ఒక టెన్ థౌజండ్ ఏర్పడింది అనుకుందాం దీన్ని మార్కెట్లోకి పంపించాలి కాబట్టి దానికి ఒక మార్కెట్ రేట్ ఇవ్వడం జరుగుతుంది మార్కెట్లోకి పంపించాలి అంటే మార్కెట్ ప్రైస్ పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఇది టెన్ థౌజండ్ని కాస్త మనం ఫిఫ్టీన్ థౌజండ్ ఎంఆర్పి పెట్టాము ఫిఫ్టీన్ థౌజండ్ ఎంఆర్పి పెట్టాం అయితే మనకు ఈ మార్కెట్లో వెళ్ళినటువంటి సెల్ ఫోన్ దాన్ని మళ్ళీ సెల్ చేయాలి కాబట్టి ఇక్కడ నుండి దీన్ని సెల్ చేయడం జరుగుతుంది దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం సెల్లింగ్ ప్రైస్ ఓకే ఒక్కసారి జాగ్రత్త గమనించండి మార్కెట్ ప్రైస్ నుండి ఇక్కడ అమౌంట్ మనం ఎంతకు అమ్మడం జరిగిందంటే దాన్ని ట్వెల్వ్ థౌజండ్కి అమ్మడం జరిగింది okay right we are observe here actually phone cost price is ten thousand but MRP fifteen thousand then selling price is twelve thousand so ఇక్కడ ఎంత డిస్కౌంట్ అయినట్టు యాక్చువల్లీ దీనిపైన డిస్కౌంట్ తీస్తారు దీనిపైన చూడరు ఓకే ఇది ఒరిజినల్గా ఫోన్ తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు mean expenditure ten thousand originally expenditure is ten thousand then MRP market price is fifteen thousand extra five thousand పెట్టాం మళ్ళీ దాన్ని సెల్ చేసేటప్పుడు మనం రిడక్షన్ ఎంత చేస్తున్నామంటే త్రీ థౌజండ్ చేస్తున్నాం ఈ త్రీ థౌజండే మనకి ఏమవుతుంది అంటే డిస్కౌంట్ అవుతుంది డిస్కౌంట్ ఓకే ఓకే ఈ విధంగా మనం డిస్కౌంట్ తీయడం జరుగుతుంది ఒకవేళ అతను డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగాడు అనుకోండి డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగితే పైన ఏం రాయాల్సి ఉంటుంది మనకు డిస్కౌంట్ రాయాల్సి ఉంటుంది డిస్కౌంట్ ఏది అడిగితే అదే డిస్కౌంట్ బై ఇక్కడ ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ దేని మీద తీయాలి అంటే ఆల్వేస్ ఎంపీ మార్కెట్ ప్రైస్ పైన తీయాలి మార్కెట్ ప్రైస్ పైన తీయాల్సి ఉంటుంది పర్సెంట్ కాబట్టి ఇంటూ హండ్రెడ్ సో మీకు ఒక డౌట్ రావచ్చు మరి డిస్కౌంట్ ఎలా తీస్తాం సార్ అంటే ఇప్పుడు ఇంతకే చూసాము discount is equal to MP minus MP minus C SP SP okay ఇక్కడ చూడండి market price minus selling price is discount okay ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ పైన ఉండదు డిస్కౌంట్ ఎప్పుడైనా సరే ఎంఆర్పి పైన తీయాల్సి ఉంటుంది మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ తీయాల్సి ఉంటుంది సో హియర్ ఆ డిస్కౌంట్ ఎలా వస్తుందంటే market price minus selling price okay this is these are very very important formulas okay ఈ ఫార్ములాస్ని బట్ చేసుకొని మనం తీసుకొని దీని సొల్యూషన్ ఎలా ఉన్నది ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే వీటి మీద అడిగేటటువంటి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం here example one if CP mean cost price ఇంతకుముందే చెప్పుకున్నాం మనం CP mean cost price four hundred selling price five hundred selling price five hundred find profit or loss percentage profit or loss percentage first we are observe here cost price four four hundred selling price five hundred so cost price కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది వచ్చేది ఏంటిది ప్రాఫిట్ ఈ ప్రాఫిట్ వస్తుంది మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది hundred rupees profit so profit వచ్చింది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది so profit percentage profit percentage ఈ సింబల్ అని రాస్తే నేను పర్సంటేజ్ అని రాసినట్టు so here profit profit is equal how much five hundred minus four hundred is hundred this is profit how much hundred on four hundred asking percentage into hundred okay two zeros two zeros cancel 4 ones are 4 25 are so here profit how much percentage 25 percentage okay next example chuddam nair bought a transistor for 500 rupees and sold it 550 rupees అతని కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది cost price cost price is five hundred and uh, five fifty and and SP is 550. So, cost price five hundred selling price five fifty ఉన్నప్పుడు దీంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకు ఫిఫ్టీ రూపీస్ ఈస్ ప్రాఫిట్ ఇది ప్రాఫిట్ వచ్చింది ఎందుకంటే ప్రాఫిట్ ఫార్ములా ఆల్రెడీ నేర్చుకున్నాం మనం ప్రాఫిట్ రావాలంటే ఏంటిది profit is equal to profit అనేది ఏ విధంగా ఉంటుంది selling price is greater than CP अदे विधा उ कदा selling price is more cost price okay so here profit here what asking gain percentage gain अना प्राफिट अना सें so here asking gain percentage so gain percentage is equal gain how much fifty rupee five hundred five hundred into hundred this two zero this two zero cancel five one जा फाइव टेन जा so here answer is ten percent Answer is 10%. Okay. Next example. A man bought a bicycle for 550 rupees. For how much sh should he sell the bicycle so as to gain 10%? మరి ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక మ్యాన్ ఒక వ్యక్తి బైస్కిల్ని ఫైవ్ ఫిఫ్టీకి కొన్నాడు అంటే బాట్ చేశాడు that is the cost price అవుతుంది అదేమవుతుంది cost price five fifty rupees okay for how much should he sell the bicycle so as to gain ten percent మరి ఆ బైస్కిల్ని ఎంత కమ్మితే మనకు టెన్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాస్ట్ ప్రైస్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది hundred percent actually cost price ఎంత ఉందమ్మా ఫైవ్ ఫిఫ్టీ సో ఫైవ్ ఫిఫ్టీకి ఇది ఈక్వల్ అయినప్పుడు మనకు ఎంత పర్సెంట్ ప్రాఫిట్ రావాలంటున్నాడు హండ్రెడ్ పైన ప్లస్ టెన్ రావాలంటున్నాడు అంటే మనకి ఎంత రావాలి వన్ టెన్ కావాలి one ten is equal to question mark right here this zero this zero cancel next this zero this zero cancel now cross multiply so here fifty five into eleven so now multiply here fifty eleven ఫైజా fifty five five carry eleven ఫైజా fifty five fifty five plus five sixty so here six hundred and five rupees is selling price అప్పుడు ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది టెన్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్కి సెల్ చేస్తే ఓకే నెక్స్ట్ ఓకే నా remaining how much here eight by three త్రీతోని కట్ చేయండి త్రీ టూ జ సిక్స్ త్రీ టూ జ సిక్స్ రిమైనింగ్ టూ సో దీన్ని ఏం రాయొచ్చు two upon two by three actually first price ఎంత ఉంది per meter twenty rupees two hundred rupees profit వచ్చింది కాబట్టి సో పర్ మీటర్ పైన ఎంత కాస్ట్ మనకి ఎక్స్ట్రా వచ్చింది two two by three rupees extra వచ్చింది అయితే మనకు పర్ మీటర్ కాస్ట్ రావాలి ఇప్పుడు per meter per meter cost is equal to per meter cost is equal to actual ఒరిజినల్గా అక్కడ ఎంత ఉంది ట్వంటీ ప్రాఫిట్ వచ్చిన తర్వాత profit per meter profit how much two two by three two two by three so here twenty plus two is equal to twenty two three two by three this is the answer per meter cost per meter cost okay rupees this is per meter cost rupees okay right ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ డైరెక్ట్గా ఓన్లీ ప్రాఫిట్ తీసుకుని ఆన్సర్ చేయడం జరిగింది ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా చేయొచ్చు now another one method so here total cost price find now cost price total how many meter cloth seventy five meter each cloth meter each meter cloth twenty rupees now multiply two five జా ten one carry two seven జా fourteen plus one fifteen and this zero here right fifteen hundred rupees cost price how much fifteen hundred rupees now at what rate per meter should he sell sell cloth cloth to to two hundred rupees okay right ఇక్కడ ఇప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలి సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మిరు cost price how much fifteen hundred plus two hundred total seventeen hundred total seventeen hundred ఈ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ని ఎంత క్లాత్ అది seventy five so per meter cloth how much per meter cloth per meter cloth meter cloth to cost per meter cost so total cost seventy five 75 seventy 75 ఇప్పుడు నేను ఏం సెవెంటీన్ 1700 బై 75 1700 ఇంటూ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను దీన్ని డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయడం కోసము ఇప్పుడు ఇక్కడ మనము దీన్ని సెవెంటీన్ హండ్రెడ్ ఉంది కదా సెవెంటీన్ హండ్రెడ్ని సెవెంటీన్ ఇంటూ హండ్రెడ్ అని రాసుకొని బై సెవెంటీ ఫైవ్ రాస్తున్నాం ట్వంటీ ఫైవ్ త్రీజా ట్వంటీ ఫైవ్ ఫోర్జా అంటే క్యాలిక్యులేషన్ చేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో రైట్ హియర్ ఫోర్ సెవెన్ జా twenty eight two carry four one జా four plus two six by three త్రీతో దీన్ని కట్ చేయండి త్రీ వన్ జా త్రీ టూజా సిక్స్ త్రీ టూజా సిక్స్ టూ మిగిలింది రిమైనింగ్ టూ సో ఇప్పుడు దీన్ని మనం ఏం రాయొచ్చు twenty two two by three so ఇప్పుడు దీంతో క్యాల్కులేషన్ చేస్తే మనకి ఎంత వచ్చేసింది ఇప్పుడు సింప్లిఫై చేస్తే twenty two two by three rupees per meter cost per meter cost how much twenty two two by three rupees okay మనము ఈ మెథడ్లో చేయొచ్చు మెథడ్ వన్ అని తీసుకోండి మెథడ్ టూ అని తీసుకోండి యాజ్ విష్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాఫిట్ తీసుకొని చేసేసిన ఆన్సర్ వచ్చేస్తుంది ఆర్ నువ్వు కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసేసి మళ్ళీ sell selling price find out చేసిన తర్వాత selling price by meter number of మీటర్తో డివిజిబుల్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది okay next question here Mahendra purchased a motorcycle per forty thousand per forty thousand he paid one fifty rupees per road tax and hundred rupees as license fee at what price must he sell into gain twenty percent simple question అమ్మా ఇక్కడ ఏంది కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం cost price is equal to actually forty థౌజండ్కి ఆయన బైసికిల్ మోటార్ బైసికిల్ని కొనడం జరిగింది and there road tax plus road tax ఇందులో కలపాలి next and license is equal to hundred so total ఇందులో యాడ్ చేస్తే మనకు కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది నా cost price is equal to this two zero and this five and one one one two and forty forty thousand two hundred and fifty rupees is cost price అవుతుంది మనకేమవుతుంది ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది ఇది మనకు కాస్ట్ ప్రైస్ అవుతుంది next license at what price must he sell into gain hundred twenty percent ఎప్పుడైనా సరే ఈ కాస్ట్ ప్రైస్ ఈ కాస్ట్ ప్రైస్ మనకి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ ఈ కాస్ట్ ప్రైస్ మనకు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనే విషయాన్ని చూసినట్లయితే this is hundred percent hundred percent is equal to forty thousand two hundred and fifty they're asking profit gain how much percentage hundred కంటే ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఉండాలి దీనికి ట్వంటీ యాడ్ చేయి one twenty is equal to selling price వచ్చేస్తుంది ఈక్వల్ టు క్వశ్చన్ మా హండ్రెడ్కి ఫార్టీ థౌజండ్ టూ ఫిఫ్టీ అయితే వన్ ట్వంటీకి ఎంత so this zero this zero cancel this zero this zero cancel ఆల్రెడీగా మనం దీన్ని ఏ విధంగా కట్ చేయడం అనేది కూడా చెప్పడం జరిగింది ఇలా మనం స్టేట్గా కట్ చేసుకోవచ్చు ఇలా వర్టికల్లో కట్ చేసుకోవచ్చు హారిజంటల్ లైన్లో కట్ చేసుకోవచ్చు వర్టికల్ లైన్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవచ్చు ఇక్కడ కట్ అయితే ఇక్కడ ఒక ఈ రెండు కట్ అయితే కట్ చేసుకోవచ్చు ఈ రెండు కట్ అయితే కట్ చేసుకోవచ్చు లేదా ఈ రెండు కట్ అయితే ఈ రెండు కట్ చేయొచ్చు లేదా ఈ రెండు కట్ అయితే ఈ రెండు అయితే ఇక్కడ అదే విధంగా నేను గమనించాను హియర్ టు హియర్ రెండు కట్ అయినాయి కాబట్టి మళ్ళీ కింద పైన రెండు కట్ అవుతున్నాయి కాబట్టి మనం కట్ చేసుకోవడానికి అవకాశం ఉంది నా క్రాస్ మల్టిప్లై చేస్తే cross multiply is equal to forty twenty five into twelve so నా here multiply forty twenty five into twelve నేను ట్వెల్వ్ని టెన్గా అనుకొని టెన్తో మల్టిప్లై చేస్తే four zero two five zero next remaining మిగిలింది టూ టూ ఫైవ్ జా ten one carry two two జా four plus one five two zero zero two four జా eight so here this is zero నా zero zero one carry three four eight so here forty eight thousand three hundred rupees okay forty eight thousand three hundred rupees this is the selling price okay next మనకు ఫిఫ్త్ ఎగ్జాంపుల్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి by selling a flat of land for seventeen thousand two hundred and twenty Matthew gains five percent for how much he should he have sold the flat to gain fifteen percent actually seventeen thousand two hundred and twenty రూపీస్కి సేల్ చేస్తేనే ఆయనకు ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది ప్రాఫిట్ వచ్చింది అంటే యాక్చువల్లీ హండ్రెడ్ కంటే ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చింది profit so how much now here one not five is equal to one not five is equal to seventeen thousand two hundred and twenty rupees they're what asking gain మళ్ళీ ఎంత గెయిన్ రావాలి ఆ ల్యాండ్ని సెల్ చేస్తే మనకి ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ రావాలి అంటే వన్ వన్ ఫైవ్కి దీన్ని సెల్ చేయాల్సి ఉంటుంది నా నేను ఇలా కట్ చేయొచ్చు అన్నాను ఇలా కట్ చేయొచ్చు అన్నాను సో నేను ఒకసారి నేను ఇలా కట్ చేస్తున్నాను ఫైవ్ టేబుల్ ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ వన్ జా ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ మళ్ళీ హియర్ ఇక్కడ కట్ అవుతుందో లేదో ఒకసారి చూసినట్లయితే సెవెన్ త్రీ టేబుల్లో కట్ చేద్దాం త్రీ సెవెన్ జా twenty one three three five జా ఫిఫ్టీన్ త్రీ ఫైవ్ జా fifteen remaining remaining two three seven జా ట్వంటీ వన్ త్రీ ఫోర్ జా 12 అండ్ జీరోకి జీరో ఓకే నెక్స్ట్ సెవెన్ టేబుల్తో కట్ చేస్తున్నాం సెవెన్ వన్ జా సెవెన్ సెవెన్ ఎయిట్ జా సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ సెవెన్ టూ జా ఫోర్టీన్ అండ్ జీరోకు జీరో క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది so eight twenty into twenty three ఇప్పుడు మనము ఈ ఎయిట్ ట్వంటీని ట్వంటీ త్రీతో మల్టిప్లై చేయండి నా multiply with twenty three three zero zero three two జ సిక్స్ త్రీ ఎయిట్ జ ట్వంటీ ఫోర్ నా here into three two zero zero two two జ ఫోర్ టూ ఎయిట్ జ సిక్స్టీన్ నా here zero here six here eight here eight here one నా here after eighteen thousand eight hundred and sixty rupees okay this is the okay ఇప్పుడు మనం దీని తర్వాత దీనిపైన అడిగేటటువంటి ఎక్సర్సైజ్ లెవెల్ వన్ గురించి చూద్దాం okay continuation now exercise eight A there first question find the profit is CP three hundred selling price four fifty so here cost price three hundred selling price four fifty then here profit profit is equal to profit profit is equal to 450 minus 300. Now subtract here 150 is profit. 150 is profit. Completed answer. Option C is the right answer. Next question. Find the loss. Find the loss. Selling price. Now find the loss. Now selling price 450 and cost price 500. So 500 minus 450 then answer is 50 rupees is loss. So, option B is the right answer. Next question, find the profit percent. Here asking percent, profit percent, profit percent. CP 200, selling price 250. So, here profit is equal to, so here profit, profit is equal to their selling price 200 sell, uh, selling price is 250 and cost price 200 that's why profit so how much profit 50 rupees so 200 uh, 250 minus 200 is equal to 50 rupees is profit they are asking profit percent so profit percent is equal to profit by cp into 100 so profit here 50 rupees by Cp is 200 into 100. This two zeros, this two zeros cancel, 2 are 225s are. So here 25% is profit. So option D is the right answer. Next question, fourth question, find the loss percent. Here loss percent asking, loss. So loss, so loss percent is equal to loss by Cp into 100. This is the formula so now here loss percent is equal to loss how much so cost price at 200 and selling price 180 so 20 rupees a loss 20 rupees a loss ఇది ఈ రెండు నుంచి గమనించినట్లయితే two hundred minus one eighty is twenty rupees loss cost price is two hundred into hundred now this two zeros this two zeros cancel two one జా టూ టెన్ జా so here ten percent is loss ten percent is loss. Now, next question. Fifth question 1 kg of butter was bought 40 rupees and sold for 50 rupees. Find the profit percent. So, here asking profit percent. So, here 1 kg butter 40 rupees. So, cost price is 40 rupees and selling price is 50 rupees. So, here profit how much 10 rupees they're asking profit percent so profit percent is equal to profit by selling price uh, cost price profit how much 10 cost price is 40 so here 40 into 100 so 0 0 cancel 4 1 are here 25 percent is profit 25 percent is profit option c is the right answer next question calculate gain percent calculate gain percent profit percent asking here if a watch bought for 450 rupees was sold for 475 rupees so here cost price is 450 and selling price is 475 so here profit how much here profit is 25 rupees they are asking sold uh, they're asking gain percentage gain mean profit percentage here asking gain percentage is equal to gain by cost price so here cost price is 450 into 100 okay now here this 0 this 0 cancel 5 5 9 za 5 5 za so 5 10 za 50 by 9 9 1 za 9 5 za 45 9 is are 45 remaining 5 so here write 5 upon 5 by 9 percentage 5 upon 5 by 9 percentage option goes to a is the right answer next question seventh question by selling the bicycle for 1200 their bicycle is selling their 1200 david gets a 20 percent is profit one hundred and twenty one hundred one one thousand two హండ్రెడ్కి సేల్ చేస్తే డేవిడ్కి ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది find the cost price of the bicycle actual ఆ బైక్ యొక్క కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు so simple question here observe here actually cost price how much percentage hundred percentage but ఆ సైకిల్ని సెల్ చేయడం వల్ల how much percentage is profit profit mean plus so twenty so is equal to one twenty percentage so So this percent, this equal so one thousand two hundred they're asking cost price. This is cost price. Cost price always hundred percent so cost price is equal to hundred percent then find the CP CP అడుగుతున్నాడు కాబట్టి this zero this zero cancel twelve one జా ట్వెల్వ్ టెన్ జా now cross multiply is equal to thousand thousand rupees this is the option B is right answer next క్వశ్చన్లోకి చూద్దాం eighth question an article whose cost price was seventy rupees was sold at a gain of ten percent what was the selling price here asking selling price అడుగుతున్నాడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనకు selling price what selling price selling price అడుగుతున్నాడు so an article whose cost price was seventy rupees seventy rupees was sold at a gain of ten percent okay ఇక్కడ మన కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు సెవెంటీ రూపీస్ దేర్ సెల్లింగ్ ప్రైజే ఫైండ్ అవుట్ చేయమన్నాడు తెలియదు మనం బట్ హియర్ గెయిన్ పర్సెంటేజ్ ఇచ్చాడు gain percentage is equal to ten percent gain ఎంత ఇచ్చాడు టెన్ పర్సెంట్ ఇచ్చాడు gain how much percentage ten percentage gain ten percent ఇచ్చాడు సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి actually cost price how much seventy rupees So this is actually 100%. But here gain how much percent is 10. So 10 ki 100 at GND. 100 plus 10 is equal to 110. This is profit is equal to 0 0 cancel 0 0 cancel 0 0 cancel. Now 7 11s are 77. This is the answer. Option D is the right answer. Simple ga Okay. Next. A man by a pen for 25 rupees and sell it for 23 rupees what is the gain or loss percentage so actually pen cost 25 rupees but here selling 23 rupees this is absolutely loss so how much loss 2 rupees loss loss is equal to ఇక్కడ లాస్ ఎంత వచ్చిందమ్మా మనకు loss is equal to two rupees వచ్చింది so that's why here asking loss or gain percentage so loss percentage loss percentage is equal loss by two by their cost price is twenty five in two hundred so here twenty five one జా ట్వంటీ ఫైవ్ ఫోర్ జా ఫోర్ టూ జా eight eight percent is loss okay eight percent is loss ఇక్కడ మనకు గెయిన్ ఉంది లాస్ ఉంది మనకు ఏమొస్తుంది ఇక్కడ లాస్ వస్తుంది కాబట్టి option D is right answer next question a man a man pen for pen five rupees rupees sells for twenty three rupees same question మళ్ళొకసారి రిపీట్ అయింది మనకి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీగా మనకు సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది సేమ్ క్వశ్చన్ మళ్ళీ దీనికి ఆన్సర్ ఏంటిది eight percent is loss next క్వశ్చన్లోకి వెళ్దాం నా a man loses ten percent by selling his watch for four fifty rupees find the cost price of the watch ఇక్కడ వాచ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు so cost price so a man loses ten percent okay selling his watch four fifty actually cost price x you know don't know but thus this cost price is always hundred percent hundred percent hundred by hundred this cost price watch cost price x this is hundred percent hundred by hundred but here selling selling after ten percent is loss so minus ten minus ten so minus ten చేస్తే మనకు ఎంత అమ్ము వేయబడింది ఫోర్ ఫిఫ్టీకి అమ్ము వేయబడింది అని అర్థం ఓకేనా రైట్ ఇప్పుడు దీనికి x into hundred minus ten ninety by hundred is equal to four fifty zero zero cancel zero zero cancel nine వన్జా నైన్ ఫిఫ్టీ ఇజా క్రాస్లో మల్టిప్లై చేస్తే five hundred rupees this is is CP this is CP cost price ఓకేనా దీన్ని మనం ఇంకో రకంగా కూడా చేయాలి simple simple question actually cost price hundred percent ఉంటుంది కానీ టెన్ పర్సెంట్ లాస్ వచ్చింది కాబట్టి హండ్రెడ్ నుంచి టెన్ తీసేస్తే ninety ninety is equal to four fifty this is selling price okay they are asking cost price cost price always hundred percent so 100% is equal to CP is equal to this zero this zero cancel nine one జా నైన్ ఫైవ్ జా క్రాస్లో మల్టిప్లై చేస్తే five hundred okay this is the answer ఏ రకంగా చేసినప్పటికీ కూడా ఆన్సర్ మనకి ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా కాన్సెప్ట్ అర్థమైతే చాలు next a shopkeeper purchase twenty five balls at ten rupees per ball each ball ten rupees there total balls twenty five and sold them 300 rupees find his profit percent అయినా అతను ఏం చేశాడు ఆ బాల్ని మొత్తం బాల్ని త్రీ హండ్రెడ్కి సేల్ చేయడం జరిగింది అయితే మొత్తం మీద ఆయనకు ప్రాఫిట్ ఎంత పర్సెంట్ వచ్చిందో అడుగుతున్నాడు so simple first of all find the cost price cost price is equal to twenty five balls into each ball is equal ten rupees total two fifty rupees this is cost price then selling price already given how much three hundred so here how much profit percent how much profit here profit is here profit profit ఎంత వస్తుందమ్మా fifty rupees is profit fifty rupees is profit there profit percent asking profit percent is equal to fifty by out of two fifty cost price పైన చేయాలి into hundred so zero zero cancel five one జా ఫైవ్ ఫైవ్ జా ఫైవ్ వన్ జా ఫైవ్ ట్వంటీ ఫైవ్ జా సో హియర్ Twenty five percent is profit option D is right answer option D is right answer next క్వశ్చన్లోకి కింద a man bought a watch for five hundred rupees మరి కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది watch at what price should he sell the watch as to so as to gain twenty percent మరి వాచ్ ఎప్పుడైనా ఎంత పర్సెంట్ ఉంటుంది అంటే మనకు watch cost price watch cost price ఎంత five hundred there cost price always how much percentage hundred percent hundred percent is equal to five hundred then అక్కడ ఏంది మళ్ళీ సేల్ చేస్తే మనకు గెయిన్ ఎంత పర్సెంట్ రావాలి ట్వంటీ పర్సెంట్ రావాలి యాక్చువల్లీ హండ్రెడ్ పర్సెంట్ కదా ఇది దీనిపైన మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా రావాలంటే దాన్ని వన్ ట్వంటీ పర్సెంట్కి సేల్ చేయాల్సి వస్తుంది అప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది నా this two zero this two zeros cancel cross multiply 5 12 is 60 this 0 here right this is the answer okay this is selling price so six హండ్రెడ్కి సెల్ చేస్తే మనకు ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది okay next question by selling a radio for five seventy rupees I would loss five percent at what percent should I sell it to gain five percent actually sell చేసినప్పుడు ఫైవ్ సెవెంటీకి ఫైవ్ పర్సెంట్ లాస్ వచ్చింది సో యాక్చువల్లీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్కి సెల్ చేయాలి but here five percent loss అంటే ఎంత పర్సెంట్ సెల్ చేసినట్టు నైంటీ ఫైవ్ పర్సెంట్కి సెల్ అయింది so ninety five is equal to five seven zero they're asking what price gain five percent అంటున్నాడు సో మనం ఇప్పుడు ఏం చేయాలి ప్లస్ ఫైవ్ చేయాలి అంటే మనకి ఇంకా ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ రావాలి అంటే వన్ నాట్ ఫైవ్తో సేల్ చేయాలి దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది రైట్ నా Here uh, 19 5 19 5 19 3 30. Okay. 5 1s are 5 are. Now cross multiplication is equal to 30 into 21. So 3 1s are 3, 3 2s are 6, 0 to 0. So cost price is 630 rupees. Option A is the right answer. Option A is right answer. Concept చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అక్కడ ఏం అడుగుతున్నాడో దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి okay next question a man loses forty rupees by selling a watch for six sixty rupees find the cost price of the watch cost price find out చేయమంటాడు so here a man loses forty rupees by selling a watch for six fifty six sixty అయితే అతను లాస్ అయ్యాడు సో మనకు కాస్ట్ ప్రైస్ కావాలి అంటే సిక్స్ సిక్స్టీకి సేల్ చేస్తే how much rupees loss forty rupees ఈ ఫార్టీ రూపీస్ ఇందులో యాడ్ చేయండి మనకు కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది cost price is seven hundred they're asking cost price simple okay next question a man loses forty rupees same question మళ్ళీ రిపీట్ అయింది దీనికి ఆన్సర్ ఏంటిది seven option B seven hundred now సెక్స్ next question fifteenth question by selling a TV set for three thousand three hundred rupees a dealer gains ten percent at what price he should have sold the TV set to gain fifteen percent okay right మరి ఈ టీవీని సెల్ చేసినప్పుడు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి సెల్ చేస్తే ఆ డీలర్కి టెన్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది మళ్ళీ దానిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ రావాలి అయితే ఎంత కమ్మాలో అడుగుతున్నాడు simple actually TV cost hundred percent but there profit how much ten percent so this is one ten is equal to three thousand three hundred rupees okay clear they're asking profit fifteen percent అంటే హండ్రెడ్ పైన మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ రావాలి సో అప్పుడు ఎంత ఎంత పర్సెంట్కి సెల్ చేయాల్సి వస్తుంది వన్ వన్ ఫైవ్కి సెల్ చేయాల్సి ఉంటుంది selling price is equal X అనుకుంటే this zero this zero cancel eleven one జా లెవెన్ త్రీ జా and zero cross multiply is equal to one one five into three zero now three five జా fifteen one carry three one జా three plus one four three one జా త్రీ సో జీరోకి zero this is the answer this is the answer okay ఇందులో ఆప్షన్ ఏది రైట్ వస్తుంది మనకు option A is right answer next question A man, a man buys 5 apples for 3 rupees and sold them for 1.20 each, each apple. What was his loss or gain percent? Okay, so we are observed here a man buys 5 apple for 3 rupees, 5 apple for 3 rupees and sold them for 1.2 rupee 1.2 rupees each what was his loss or gain 10 percent so here find the first of all cost price find the first of all cost price their 5 apple cost price is 3 rupees 5 apple cost price is 3 rupees their selling price now selling price is equal to each uh, apple the total the total 5 apples total 5 apple their selling price is each apple 1.2 rupees. So 1.20 paisa. So now multiply here 500, 5 2s are 10, 1 carry, 5 1s are 5 plus 1, 6. So this is 6, 6 rupees. So selling price here how much? 6 rupees. There what asking? What was his loss or gain percentage? So we are observed cost price is 3 rupees selling price is 6 rupees so here profit profit how much profit 6 uh, profit is equal to 6 minus 3 is equal to 3 rupees is profit they are asking profit percent they are asking profit percent profit percent is equal to 3 by their cost price is 3 into 100 why because here 3 is profit profit by cost price into 100 3 3 cancel then is equal to 100% is profit. So option B is the right answer. Option B is the right answer. Now next question. A cloth merchant bought 40 meters cloth at 25 rupees per meter. Here a cloth merchant bought 40 meters cloth 25 rupees per meter. అంటే one metre cost is equal to twenty five rupees the total metres forty So here, at what rate should he sell it so as to gain 200 rupees? మరి దీన్ని ఎంత కమ్మితే మనకు టూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు సింపుల్గా దీన్ని ఈజీగా చేయొచ్చు నా two hundred two hundred by the total forty metres దీన్ని ఫార్టీతో కట్ చేయండి zero zero cancel four one జా ఫోర్ ఫైవ్ జా so here profit five rupees each metre పైన ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఇంతకుముందు ఒక క్లాత్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్నప్పుడు ప్లస్ ట్వంటీ ఫైవ్ యాడ్ చేస్తే టోటల్గా థర్టీ రూపీస్కి సేల్ చేస్తే మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది here two hundred rupees profit వస్తుంది so each metre cost how much each metre cost is thirty rupees this is the answer okay దీన్ని దీనికి మనం డైరెక్ట్గా ప్రాఫిట్ ద్వారా చేయగలిగాం దీన్ని మెథడ్ వన్ కింద తీసుకోండి మెథడ్ టూ తీసుకుందాం ఇప్పుడు యాక్చువల్ ప్రొసీజర్ తీసుకుందాం ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి first cost price total cloth metre how much forty metre into each metre is twenty five twenty five so here twenty five fours are hundred there remaining zero so cost price how much cost price is thousand rupees there selling price now selling price selling price is equal to here selling price is equal to thousand plus 200 their profit 200 so total 1200 total 1200 so total 1200 so each meter cost each meter cost each meter cloth cost is equal to 1200 by total meter ca- uh, total meter is 40 40 తో కట్ చేస్తే four zero zero zero zero cancel four one జా ఫోర్ థర్టీ జా so each metre cost thirty rupees so option B is right answer so మనం డైరెక్ట్గా ప్రాఫిట్ తీసుకొని కూడా డైరెక్ట్ చేయొచ్చు లేదా మనం ప్రొసీజర్ ద్వారా కూడా చేయొచ్చు okay next question by selling an article for three hundred and thirty six rupees a man gains thirty six rupees in how many rupees should he sell the article to get fifteen percent profit okay by selling article for three hundred and thirty six man man thirty six rupees so find the cost price actually this is profit so three hundred and thirty సిక్స్కి సేల్ చేస్తే మనకు థర్టీ సిక్స్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ని సప్రాక్షన్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది cost price they're what asking how many rupees should he sell the article to get fifteen percent so ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ కాస్ట్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అంటే hundred percent 100 percent is equal to 300 their profit how much percent is 15 percent 100 plus 15 is equal to 115 is equal to question mark these two zeros these two zeros cancel now cross multiply 3 into 3 into 115 now multiply 3 5 is 15 1 carry 3 1 is 3 plus 1 4 3 1 is 3 345 rupees so this is three hundred and answer 345 rupees option c is the right answer next question okay ఇప్పుడు మనము ఆప్షన్ లెవెల్ వన్ గురించి క్లియర్గా చూసాము లెవెల్ టూ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం thank you thank you for all okay right